మావా కొత్త స్పెట్స్ రా ఎలా ఉన్నాయి ఇవి నీకన్నా నాకే బాగుంటాయరా సాడ్ ఇష్టాలు సరే పద పద కలరింగ్ లేవంటి షాపింగ్ మాల్లో ఏముందరా యావరేజే కదా నా కళ్ళతో చూడరా ఏది చూద్దాం బాగుందిరా కదా పద ప్రపోజ్ చేద్దాం నా టూ రూపీస్ ఏవి సారీ మేడం ఇదిగోండి నేను అడిగింది టూ రూపీస్ మాత్రమే ఈ ఫైవ్ రూపీస్ కాదు చేంజ్ లేదు మేడం మీకు సారీ చెప్పిన ఈ శారీ కట్టుకున్నప్పుడు మీరు ఎక్స్ట్రా ఇచ్చిన త్రీ రూపీసే గుర్తొస్తుంది లేదంటే మీ దగ్గర ఉన్న టూ రూపీసే గుర్తొస్తుంది సో నా టూ రూపీస్ మాత్రం నాకు ఇవ్వండి చాలు ఎక్కడ దొరికిందిరా బాబు అరే అక్కడ రెండు రూపాయలకి రెండో ప్రపంచ యుద్ధం చేస్తుందిరా అదే నువ్వు ఐ లవ్ యూ అని మూడు పదాలు చెప్తే మూడో ప్రపంచ యుద్ధం ఆ యుద్ధాన్ని ఎలా పోలని తెలుసు కానీ పద ప్రపోజ్ చేద్దాం రారా ఏ హాయ్ యా చెప్పండి ఐ లవ్ యూ ఎవడ్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు కూల్ కూల్ కూల్ అంటే నేనెవరో మీకు తెలీదు అంటే యాక్చువల్లీ మీరెవరో కూడా నాకు తెలీదు ఇందాక మీరు గొడవ ఆడారు కదా చూసా పడిపోయా అందులో ఏముందిరా పడిపోవడానికి క్యారెక్టర్ అండి మీ క్యారెక్టర్ తెలుస్తుంది క్యారెక్టరా దాంట్లో ఏముందిరా క్యారెక్టర్ <laughs> ఇక లాభం లేదు దీనికి పురాణం మొత్తం చెప్పాలి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే వాడుకు అందమైన అమ్మాయి కనిపించాలి తీరా అందమైన అమ్మాయికి బోల్డ్ అంత కాంపిటీషన్ ఏదోలా కష్టపడి మెల్లగా కాంపిటీషన్ ఇక అమ్మాయిని పడేస్తే ఇక దానికి పిజ్జాలు బర్గర్లు గిఫ్ట్లు ఫోన్ బ్యాలెన్స్లు కుక్కకి బిస్కెట్లు ఫ్రెండ్స్కి పార్టీలు అంటూ మొత్తం నాకేస్తుంది సర్లే నాకే నాకు లవర్ కట్ అయితే చాలు అనుకునే లోపు చదువుకో ఉద్యోగం తెచ్చుకో అని సతాయిస్తుంది సర్లే మన కోసమే కదా చెప్తుంది అనుకుని కష్టపడి మెల్లగా సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకుని మన జాబ్ తెచ్చుకుని తన ఇంటికి వెళ్తే క్యాస్ట్ ప్రాబ్లం అని చెప్పి దానికి ఇంకోటి నుంచి పెళ్లి పంపించేస్తారు అదే మీరు అనుకోండి మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది బాగా పొదుపు మనిషి అని సో మీకోసం నా జేబులో చేపెట్టక్కర్లేదు ఇంకా పెళ్లి కోసం అంటారా పేరెంట్స్తో ఏంటి పిఎం తోటైనా తగ్గు వాడగలరని తెలుస్తుంది సో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ నాకెవరు దొరుకుతారు చెప్పండి ప్రతి అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ కావాలని ఎలా కోరుకుంటాడో అలాగే ప్రతి అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటుంది కదా so why can't you try me నా గురించి మీరే ఆలోచించక్కర్లేదు పొదుపు నదుపు చేయడంలో అడుక్కున్నోడి కన్నా ఘోరంగా ఉంటాను ఇంకేం ఆలోచిస్తుంది టచింగ్ సార్ అలాంటివి ఉండవండి అలాంటివి ఉండవు ప్రపోజల్ రీజనబుల్ గానే ఉంది బట్ వన్ కండిషన్ చెప్పండి నిన్ను కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి అని మాట్లాడాను ఓకే ఇప్పటి నుంచి నీ ఫుడ్ బిల్స్ నీవే నావి నావే యా షూర్ అంటే లవ్ ఓకే పెనట్టే కదా ఓకే యా నేను కలకర బాబు సో లవ్ ఓకే అయిపోయింది కదా సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే ఏదో స్పెషల్ ఉండాలి కదా లవ్ ఓకే పోతే ఇంకేంటి డ్యూట్ సాంగే వద్దు వద్దు ఏ అంటే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చుకోవాలి మా దశలో లవ్ బడ్జెట్ లవ్ స్టోరీ ఓరని కళాకారులను అసలు ఎంకరేజ్ చేయరే ఇంత కకృతి లవ్ స్టోరీ నేనెప్పుడు చూడలేదురా నువ్వు ఉండరా తర్వాత ఏమైందిరా అలా కొన్ని రోజులు కలిసాం మాట్లాడుకున్నాం తర్వాత కూడా ఓకే చెప్పేసింది ఒరే అంతా బానే ఉంది కానీ ఈ ఐస్ క్రీములు తమలపాకులు డైలాగులేంట్రా <laughs> ఊరుకో అన్న బంగారం కదా ఊరుకో అసలు ఏమైందిరా కాలం కాటేసిన ఒక రోజు అటు కాదు ఇటు ఎంతసేపు వచ్చి ఈ డ్రింక్ తాగినంత సేపు అయింది అయితే ఆ బిల్తో నాకు సంబంధం లేదు తెలుసులే బాబు ముందు ఆర్డర్ బేరర్ ఒకసారి ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మీరే కదా సార్ ఒకసారి అన్నారు అబ్బో ప్రియాకారం చాలా ఉంది నీలో సర్లే కానీ మెనూ చూడకుండా ఇక్కడ ఏం తక్కువ చెప్పు అకౌంటెంట్ హైట్ తక్కువ సార్ నా చెప్పు సైజ్ తక్కువ సార్ మా ఇంటి నుండి రెస్టారెంట్ దూరం కూడా తక్కువే సార్ నా చెయ్యి నుండి నీ చంప దూరం కూడా తక్కువే భయ్యో ఎస్ఆపి మెనూతే మెనూలో ఉన్న మ్యాటర్ నా మైండ్ లో ఉంది చెప్పేనా సార్ తిన్న తర్వాత కట్టాల్సిన బిల్ కౌంటర్ లో ఉంది ఆపేనా ఇప్పుడు ఏం చేయాలి సార్ వేడిగా ఎటకారం చల్లగా మమకారం తీసుకొచ్చి భయ్యా నువ్వు అడిగిన దానికి అర్థం అర్థం ముందు నించున్న అర్థం కావట్లేదు భయ్యా అంత ఆలోచించక గాని వేడిగా అటకారం అంటే పఫ్ చల్లగా మమకారం అంటే ఐస్ క్రీమ్ తీసుకురా వెల్ నైన్టీ ఎయిట్ అయింది నైన్టీ ఎయిట్ తగ్గించాలి సరే నువ్వు ఫిఫ్టీ ఇవ్వు నేను ఫిఫ్టీ ఇస్తాను ఏ టూ రూపీస్ టిప్ మొత్తం హండ్రెడ్ ఇస్తాం ఇంత బంపర్ ఆఫర్ నా జీవితంలో చూడలేదురా బాబు నా పర్స్ ఎక్కడ పెట్టాను ఏ నా పర్స్ మర్చిపోయాను హలో ఒక యాభై యాభై దొంగ సచ్చినాడు నా చేత బిల్ భయ్యా అన్నా సార్ చెప్పండి సార్ సార్ ఎందుకండి చిన్నోడిని తమ్ముడానండి చెప్పు తమ్ముడు తిప్ప అప్పు చెప్పు నీకు చెప్పాలి తమ్ముడు అన్నీ ఉన్నాకు లోపలే ఏమీ లేని ఆకు ఫ్లై ఫ్లై ఫ్లై ఇప్పుడు ఏం చేయను చెప్తాను తమ్ముడు అయినా అమ్మాయి చేసిన దాంట్లో తప్పే ఉందిరా మీరు పెట్టుకుని రూల్సే కదా అవి రూల్స్ పెట్టుకున్నాం కరెక్టేరా కానీ అవసరమైన టైంలో ఆదుకోకుండా ఇలా వదిలేసిపోతుందా <laughs> అయినా రే యాభై రూపాయలకి నన్ను వదిలేసిపోయిందంటే ఇక యాభై ఏళ్ళు నాతో ఏముంటుందిరా చెప్పండి రా ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు నిజమేరా ఇలాంటి అమ్మాయిలు తట్టుకోవడం చాలా కష్టం నువ్వు పని చేయి సుయోధన ఈ అమ్మాయిని మెల్లగా కట్ చేసి ఈ స్థానంలో ఇంకొక అమ్మాయిని త్వరగా ఫీల్ చేయి ఇక్కడ దీన్నే భరించలేకపోతుంటే మళ్ళీ ఇంకొక కొత్త అమ్మాయా దీన్ని భరించలేవనే ఇంకొక అమ్మాయి నీ రే మొన్న ఒక అమ్మాయి రీఛార్జ్ చేసుకుంటుంటే ఎందుకైనా ఉపయోగపడుతుందని ఆ అమ్మాయి నెంబర్ సేవ్ చేశాను ఆ అమ్మాయికి పర్ఫెక్ట్ మ్యాచ్ రా వద్దురా రే నా మాట విను లేదంటే నా మిగులుతుంది సర్లే చెయ్యి అరే ఒకసారి నీ ఫోన్ నెంబర్ డైల్ చేయాలి ఎవరు ఇదేంటి ఎవరు బామెత్తింది ఇది ఎవరా నేను మాట్లాడతాను కదా హలో బామ్మగారు బామ్మ హలో రీతు గారు మీ ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారా ఫెయిల్ అనుకుంటున్నారా రే ఎవరికి చేసేవరా కట్ చేయి ఓ షిట్ నంబర్ తప్పురా మామ ఈసారైనా కరెక్ట్ నెంబర్ చేయరా అరే మామ లాస్ట్ నెంబర్ నైన్ వస్తుంది ఈసారి పక్కా అవుతుందిరా హలో హలో ఎవరు రాజానా రాజానా నా పేరు రాజా కాదు రమేష్ రే ఇలా ఎవరా నాకు పేరుతో సంబంధం లేదు బాబా మగవాళ్ళంతా రాజాలే రే ఎవరికి చేసావురా నువ్వు అమ్మాయికి చేసావా అక్కకి చేసావా ఏంటి కచ్చే రే సారీ రా మమ్మ సారీ